హలో నీ బన్నీ వాస్ నేనయ్యా సాయి ధర్మ తేజ్ గారికి ఇవ్వాలా ఫైనల్ ఫైనల్గా మొత్తానికి ఒక ఓకే చూసి కాదు మాది సరేనమ్మా నేను ఆయన డిస్టర్బ్ చేయడం బాగుంటుంది సరే ఒక్క నిమిషం ఉండిస్తా హలో చెప్పండి హాయ్ హాయ్ హౌ యూ నేను బానే ఉన్నా హలో వినోదయ సీతం అప్డేట్ అన్నా వినోదయ సీతం అప్డేట్ అన్నా అర్థం కదా వినోదయ సీతం అప్డేట్ అన్నా అర్థం కదా వినోదయ సీతం అప్డేట్ అన్నా అర్థం కలదమ్మా ఏంటి హలో హలో హలో హలో అది అర్థం కాదు ఇవాళ ఓకేనమ్మా థ్యాంక్ యూ సార్ మాట్లాడించినందుకు థ్యాంక్ యూ సార్ ఓకే ఓకేనమ్మా